మనకులికే కోయిల ఓ కమ్మని పాట పాడవే కమ్మగ నవ్వే చెల్లి నీ అందెలతో అడి చేయవే ఉదయాలకు నీవే ప్రాణమా కసి ముద్దులు రాసిన కావ్యమా కోయిల ఓ కమ్మని పాట పాడదు నీ చిరునవ్వు సాక్షిగా తాజ్ మహల్ నాదట నీ కదవంచు సాక్షిగా షాజహాలు నేనట కోయిలాను కమ్మని కోవిలయ్యవే పుట్టింది శుభలేఖ కమ్మల పులికే కోయిల కమ్మని పాట పాడవే ఉదయాలకు నీవే ప్రాణమా కసి ముద్దులు రాసిన కావ్యమా చిత్రమా కలుపైకలు చేసిన వయారాల వీళ్ళ నీవై దోచుకున్న అందమా చెలి అందల సవడి చేయవే